Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi hi friends welcome to Nani tech and videos ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్లో వచ్చినటువంటి ఈ మొదటి రోజు జరిగిన ఏప్రిల్ పదకొండవ తారీఖున రెండు వేల ఇరవై రెండు మొదటి షిఫ్ట్లో వచ్చినటువంటి జిఎస్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ బిట్ల గురించి మనము ఈరోజు చెప్పుకుందాం ఓకేనా క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ క్వశ్చన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం first question Qutubuddin Aibak died in which game Qutubuddin Aibak అని మనకు తెలుసు అతను బానిస వంశ స్థాపకుడు బానిస వంశ స్థాపకుడు ఐబక్ అనగా ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు చంద్రునికి ప్రభువు ఓకే ఇంకా ఈయన గురించి మాట్లాడుకుంటే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు కుతుబుద్దీన్ ఐబక్కి ఉన్నటువంటి బిరుదులు లక్ష్బాగ్ లాక్ లాక్ బక్ష్ అంటాము అంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడని అర్థము అలాగే ఇతన్ని మాలిక్ మాలిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇతని యొక్క రాజధాని వచ్చేసరికి లాహోర్ లాహోర్ అనేది ఇతని యొక్క రాజధాని ఇవి ఇంపార్టెంట్ బిట్లు ఈయన బానిస వంశస్థాపకుడు ఇది గుర్తుంచుకోండి ఇది మెయిన్ అన్నమాట బానిస వంశస్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ పన్నెండు వందల పదిలో ఆర్స్ఫోలో అంటాము ఇంగ్లీష్లో దీనిని చౌగన్ అని కూడా పిలుస్తారన్నమాట ఈ యొక్క చౌగన్ గుర్రపు ఆట చౌగన్ పోలోను ఆడుతూ క్రిందపడి లాహోర్లోనే చనిపోవటం జరిగిందనమాట లాహోర్లో చనిపోయాడు పన్నెండు వందల పదిలో ఆర్స్ పోలో ఇది ఇంపార్టెంట్ బిట్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతూనే ఉన్నాడు ఈ యొక్క క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము who was the winner of the Indian Super League Indian Super League యొక్క విన్నర్ని అడుగుతున్నాడు హైదరాబాద్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who is the CM of Uttarakhand Uttarakhand యొక్క సీఎం ఎవరని అడుగుతున్నాడు పుష్కర్ సింగ్ దామి ప్రజెంట్గా మనకి ఉత్తరాఖండ్కి అలాగే ఉత్తరప్రదేశ్కి గోవాకి ఇలా సీఎంలు మరియు గవర్నర్స్ని గుర్తుంచుకోండి ఓకే ఇవి కూడా మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి next question national emblem was adopted in which year మన నేషనల్ జాతీయ గుర్తన్నమాట ఓకే దీన్ని ఎప్పుడు ఆమోదించుకున్నారంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున తర్వాత ఫ్లాగ్ గురించి అడుగుతాడు నేషనల్ సాంగ్ నేషనల్ యాంతమ్ గురించి వీటి గురించి కూడా అడుగుతాడు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఫైనాన్స్ కమిషన్ దీని గురించి ఒక క్వశ్చన్ రావటం జరిగింది కాబట్టి నేను నేను మట్టికి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్తున్నాను క్వశ్చన్ ఏమని అడిగాడో పక్కగా క్లారిటీ లేదు కానీ ఎక్కువగా వీటి నుంచి అడుగుతాడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎవరయ్యా అంటే హెడ్ ఇక్కడ ఎమ్మని పడింది ఇక్కడ N N K Singh N K Singh అనేటువంటి వ్యక్తి ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘం యొక్క హెడ్ మరి మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరయ్యా అంటే కేసీ నియోగి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ కేసీ నియోగి అనేటువంటి వ్యక్తి మొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఫిఫ్టీన్త్ ఆర్థిక సంఘం యొక్క chairman N K Singh N K Singh ఈ యొక్క కమిటీని ఎప్పుడు ఏర్పరిచారంటే కమిషన్ని రెండు వేల పదిహేడులో ఏర్పరిచారు ఇది రిపోర్ట్ ఇచ్చిందన్నమాట ఎప్పుడంటే రెండు వేల ఇరవైలో రిపోర్ట్ ఇచ్చింది ఈ యొక్క రిపోర్ట్ అమలు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండిద్దంటే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు యొక్క మరి ఫైనాన్స్ ఇయర్కి దీన్ని అనువర్తిస్తారు ఓకే ఇది నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించి అన్నమాట ఇందులో మెన్సీ యొక్క విన్నర్ ఎవరంటే రాఫెల్ నాడెల్ మరి అలాగే ఓడిపోయినటువంటి వ్యక్తి డానియల్ మెద్వదేవ్ ఓకే మరి నెక్స్ట్ ఉమెన్స్లో అయితే ఆషా బాట్లీ అనేటువంటి వ్యక్తి విన్నర్ గుర్తుంచుకోండి Australian Open twenty twenty winners మెన్స్లో అయితే రాఫెల్ నాడల్ ఉమెన్స్లో అయితే ఆషా బాట్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము అండమాన్ అండ్ నికోబార్ హైకోర్టు పరిధి ఎక్కడ ఉంది అని నన్ను అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసరికి కోల్కత్తా అండమాన్ అండ్ నికోబార్ హైకోర్టు పరిధి మరి కోల్కత్తా కిందకు వచ్చిద్ది అలాగే లక్షద్వీపులు ఉన్నాయి కదా ఈ యొక్క లక్షద్వీపుల యొక్క పరిధి మరి మన కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి హైకోర్టు పరిధి కిందకి రావటం జరుగుతుంది మనము రీసెంట్గా చెప్పుకున్నటువంటి క్లాస్లో కూడా చెప్పాను లక్షద్వీప్ యొక్క ఎక్కువగా ప్రజలు మాట్లాడే భాష ఏంటంటే మలయాళం గుర్తుంచుకోండి మలయాళాన్ని వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు లక్షద్వీప్ వాళ్ళు అండమాన్ నికోబార్ యొక్క హైకోర్టు పరిధి ఎక్కడుంది కోల్కత్తాలో ఉంది మరి చంపారన్ సత్యాగ్రహము ఇది హిస్టరీ నుంచి రావటం జరిగింది చంపారన్ సత్యాగ్రహం అనేది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది దీనికి కారకుడు రాజకుమార్ శుక్లా అయితే దీనిని నడిపించినటువంటి వ్యక్తి మట్టికి గాంధీ గారు ఈ యొక్క గాంధీ గారికి యొక్క చంపారంలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి చెప్పారు ఈ యొక్క రాజకుమార్ శుక్లా అందుకని దీనికి గాంధీ గారే బాధ్యత వహించి ఈ యొక్క చంపారన్ ఉద్యమాన్ని మొట్టమొదటిగా నడిపించడం జరిగింది ఇది ఓకేనా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అలాగే ఉప్పు సత్యాగ్రహం గురించి సహాయ నిరాకరణ ఉద్యమం గురించి వందే మాత్ర ఉద్యమం గురించి ఓకేనా చౌరీ చౌరా సంఘటన గురించి మరి అలాగే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ గురించి మరి గాంధీకి అంబేద్కర్కి మధ్య జరిగినటువంటి విషయాల గురించి మీరు కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము హూ హ్యాజ్ ఇన్వై ఇన్వెంటెడ్ యూరియా యూరియా అనేది ఫస్ట్ కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ కెమికల్ ప్రోడక్ట్ ఓకేనా మరి ఫ్రెడరిక్ ఓలార్ అనేటువంటి వ్యక్తి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఈయన యూరియాని కనిపెట్టడం జరిగింది okay next question who has invented vitamins అని కూడా అడిగాడు ఈ యొక్క ఎస్ఎస్సి సీజిఎల్లో మనం ఆల్రెడీ పోయినసారి ఎస్ఎస్సి ఎంపీఎస్ గురించి కూడా ఇలాగే అనాలిసిస్ చేశాము ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా విటమిన్స్ యొక్క విటమిన్స్ని కనుగొన్నది ఎవరంటే కాశ్మీర్ ఫంక్ నైన్టీన్ ట్వెల్వ్లో కనుగొనటం జరిగింది నెక్స్ట్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ కూడా చూద్దాము theory of atom theory of atom గురించి అడుగుతాడు ఇది ఎవరంటే డాల్టన్ జాన్ డాల్టన్ మరి ప్రతిపాదించాడు ఇంకా సిమెంట్ సిమెంట్ని ఎవరు కనుగొన్నారంటే జోసఫ్ యాస్పిడిన్ జోసఫ్ ఆస్పిడిన్ ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగాడు ఇంకా చాలా ఉన్నాయి అది మనం తర్వాత చెప్పుకున్నాము సరేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఫెటా గురించి ఫెటా ట్వంటీ ట్వంటీ వన్ గురించి అడిగాడు ఫెటా ట్వంటీ వన్ లో మనకి ఆలియా భట్ ఉన్నారు కదా ఈమె బాలీవుడ్ యాక్టర్ అనమాట ఇండియాలో ఈ ఈమె పెటాకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు ఓకేనా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నికయ్యారు పెటా గురించి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఆర్టికల్ ట్వంటీ ఫోర్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఈ అంటే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ దేన్ని నిర్వచిస్తుంది అని అడిగారని మనకు అర్థమవుతుంది ఓకే ఇందులో మనం ఫస్ట్ దీని గురించి చెప్పుకున్న తర్వాత కొన్ని ఇంపార్టెన్స్ గురించి చెప్పుకుందాము ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అనేది prohibition of employment of children in factories మరి బాల కార్మిక వ్యవస్థ గురించి బాల కార్మిక వ్యవస్థ గురించి చెప్పడం జరుగుతుంది అయితే మనము కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఓకేనా పన్నెండవ ఆర్టికల్ అనేది రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది ఓకే అలాగే ఇంకా పద్నాలుగవ ఆర్టికలు చట్టం ముందు అందరూ సమానులే ఈక్వల్ సమానం దీని గురించి చెప్తుంది పదిహేనవది మతము జాతి కులము లింగం జన్మస్థలం ఇటువంటి ఎటువంటి భేదం లేకుండా చూడాలని చెప్తుంది అలాగే పదహారవ ఆర్టికల్ వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఉద్యోగం అని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ పదిహేడవది ఇది ఇంపార్టెంట్ అంటరానితనము అంటరానితనంని రద్దు చేస్తుంది నిషేధిస్తుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే పద్దెనిమిది పద్దెనిమిది చూస్తే ఇది బిరుదులు రద్దు బిరుదులు ఎవరైనా ఇతర దేశస్తుల నుంచి ఇతర దేశాల నుంచి బిరుదులు కనుక తీసుకుంటే వాటిని రద్దు చేస్తుందన్నమాట ఇంకా నెక్స్ట్ పంతొమ్మిది స్వేచ్ఛ హక్కు ఫ్రీడమ్ ఓకేనా స్వేచ్ఛ పత్రికా పత్రికా స్వేచ్ఛ మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటువంటి స్వేచ్ఛ ఈ విధంగా స్వేచ్ఛ అన్నమాట ఇరవై అక్రమ శిక్ష అక్రమ శిక్ష అని చెప్పుకోవచ్చు రక్షణ ఎందుకంటే పోలీసులు మనల్ని అరెస్ట్ చేసినప్పుడు దాని నుంచి అక్రమంగా అరెస్ట్ చేస్తే దాని నుంచి రక్షించుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ వన్ ఇది ప్రాణము స్వేచ్ఛకు సంబంధించినటువంటి సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట అలాగే ఇరవై రెండు అక్రమ అరెస్ట్ నెక్స్ట్ ఇరవై మూడు మనుషులను విక్రయించుట మనుషుల యొక్క విక్రయం దీని గురించి చెప్తుంది ఓకే తర్వాత మతానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకుంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు మతం గురించి చెప్పటం జరిగింది మరి ఎక్కువగా అడుగుతున్నటువంటి ఇంకొక బిట్టు ముప్పై రెండవ ఆర్టికల్లో ఇది రిట్స్ గురించి చెప్తుందన్నమాట రిట్స్ ఈ యొక్క ముప్పై రెండవ ఆర్టికల్ని అంబేద్కర్ గారు మరి ఆత్మ వంటిది అని చెప్పటం జరిగింది ఓకే ఈ విధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ వరల్డ్ వాటర్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు మార్చి ఇరవై రెండవ తారీఖున మరి ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాము రెండు వేల ఇరవై రెండు థీమ్ వచ్చేసరికి ground water making the invisible visible ఇది థీము థీమ్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి థీమ్ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం who is the IMF chief economic advisor ఇప్పుడు ప్రజెంటు రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి వ్యక్తి అయితే మట్టికి ప్రీరి ఓలరి గోరెంచస్ ఈ వ్యక్తి ఉండటం జరిగింది ఓకేనా అంతకు ముందల మన ఇండియను గీతా గోపీనాథ్ ఈ యొక్క ఐఎంఎఫ్కి చీఫ్ ఎకనామిక్ అడ్వై అడ్వైజరీగా ఉండటం జరిగింది ఆమె రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై రెండు దాకా ఉండటం జరిగింది తర్వాత ఈమె రిటైర్మెంట్ ఈమెకి ప్రమోషన్ రావటం జరిగింది ప్రమోషన్ రావటం వల్ల ఈమె స్థానంలో ప్రేరీ ఓలెరర్ రావటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనము ఈ టాపిక్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాము బాబర్ చేసినటువంటి యుద్ధాలు అని చెప్పి మన ప్లేలిస్ట్లో షార్ట్ క్లాసెస్ షార్ట్ క్లాసెస్ అని ఉండిద్ది ప్లేలిస్ట్లో అందులో మనము షార్ట్ క్లాసెస్లో భాగంగా బాబర్ చేసినటువంటి యుద్ధాల గురించి మనం చెప్పుకున్నాము అయితే battle of Chanderi was fought between అని అడిగాడు ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ చందేరి చందేరి యుద్ధము ఎవరి మధ్య జరిగింది అని అడిగాడు మేదిని రాయ్కి మరియు బాబర్కి మధ్య పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో జరిగిందండి ఓకేనా మరలా మనం చెప్పుకున్నటువంటి వీడియోలో ఏముందంటే బాబర్ చేసినటువంటి యుద్ధాలు పదిహేను వందల ఇరవై ఆరులో మరి పానిపట్టు యుద్ధం చేయటం జరిగింది తర్వాత ఏ యుద్ధాలు చేశాడనేది మనం ప్లేలిస్ట్లో షార్ట్ క్లాసెస్లోకి వెళ్ళి చూడండి అలాగే next question in which country White Mountains range is presented ఏ దేశంలో మరి వైట్ మౌంటైన్ రేంజెస్ ఉన్నాయని అడిగాడు వీటినే వైట్ వైట్ మౌంటైన్ రేంజెస్ అంటే అప్లేచియన్ మౌంటైన్స్ అంటాము ఇవి యుఎస్ఏలో ఉండటం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము చివరి క్వశ్చన్ అనుకుంటా Konark temple was build by ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నటువంటి బిట్టు కోనార్క్ టెంపుల్ దీన్నే సూర్య దేవాలయము అంటారు ఓకేనా అలాగే బ్లాక్ పగోడా బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ యొక్క కోనార్క్ టెంపుల్ అనేది నరసింహ దేవవన్ అనేటువంటి రాజు కట్టించాడు ఓకే తూర్పు గంగా డైనెస్టీ పంతొమ్మిది వందల యాభైలో కట్టించడం జరిగింది కింగ్ ఎవరంటే నరసింహదేవ వన్ ఓకే ఇది ఈరోజు టాపిక్ మన నాని టెక్కన్ వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ సెక్షన్లో నేను మీకు లింకులు అనేవి ప్రొవైడ్ చేస్తాను మన క్లాసెస్కి సంబంధించి ప్లేలిస్టులకు సంబంధించి అందులోకి వెళ్ళి మీరు క్లాసులు చెక్ చేసుకోవచ్చు ఓకే మరి ఉంటాను బాయ్